Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to Nine Tech and videos RRB NTPC previous క్వశ్చన్లో భాగంగా ఈరోజు ఈ క్వశ్చన్ని నేర్చుకుందాం ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ రెండు పాయింట్లన్నీ ఇక్కడ రెండు పాయింట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కలర్ మారుస్తాను పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది సిక్స్టీ త్రీ అనేది వన్ ట్వంటీ సిక్స్ని టూ టైమ్స్ కొట్టేసిద్ది ఈ టూ అనేది ఫోర్ని టూ టైమ్స్ కొట్టేసిద్ది fifteen threes are fifteen plus ఈ టూ ఉంది two equal to seventeen three third option అనేది ఆన్సర్ అయ్యిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్